hi friends welcome to my channel ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను అదేమిటంటే చింత చిగురు పప్పు ఇది స్పెషల్ అని ఎందుకంటున్నానంటే ఈ చింత చిగురు వేసవ కాలంలో మాత్రమే దొరుకుతుంది మిగతా ఆకుకూరలాగా అన్ని సీజన్స్లోనూ దొరకదు కాబట్టి ఇది చాలా స్పెషల్ ఈ చింత చిగురుతో చాలా రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు అయితే నేను మీకు చింత చిగురు పప్పు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా చింత చిగురును ఒక కొలత గ్లాసులోకి తీసుకుని కొలుచుకోవాలి ఒక గ్లాస్ చిగురు వచ్చింది కదా కాబట్టి దానిలో సగం కందిపప్పు తీసుకోవాలి అంటే ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల చింత చిగురు తీసుకోవాలి one is to two ratio చింత చిగురులో తగినన్ని నీరు పోసుకుని కొంతసేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం తీసుకున్న పప్పు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకుని స్టవ్పై సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోగా మనం నానబెట్టుకున్న చింత చిగురును బాగా కడిగి ఒక బట్టపై వేసి కొద్దిగా ఈ విధంగా తడిపోయేలాగా ఆరబెట్టుకోవాలి అయితే మనం చింత చిగురిని ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకుంటే కనుక మనకి పప్పు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ముందు రోజే దీన్ని ఈ విధంగా నానబెట్టుకుని పూర్తిగా ఆరిన తర్వాత ఈనెలు తీసుకుంటే కనుక సులభంగా వచ్చేస్తాయి కానీ నేను వీడియో గురించి అని టైం లేక కొద్దిగా తడిగా ఉండగానే ఈనెలు తీసేస్తున్నాను చూసారా ఈ విధంగా ఈనెల్ని తీసుకోవాలి ఇలా ఈనెలు తీసేటప్పుడే చింత చిగురును కొద్దిగా నలుపుతూ ఉంటే పప్పుకి బాగా అత్తుకుంటుంది బాగా లేతగా ఉన్న ఈనెలు అయితే కనుక ఉడికిపోతే కానీ ముదురు ఈనెలన్నిటిని తీసేయాలి చూసారా మనకి చింత చిగురు బాగు చేసుకోవడం అయిపోయింది కదా ఈనెల్ని కూడా ఈ విధంగా వేరు చేసేసుకుందాం చూద్దాం పప్పు ఎంతవరకు ఉడికిందో ఇప్పుడే ఉడుకు పడుతుంది కదా కాబట్టి ఈ టైంలోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే కనుక పప్పు తొందరగా ఉడుకుతుంది మనం ఆల్రెడీ టిప్లో చెప్పుకున్నాం కదా పప్పులో ఉడికేటప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే కనుక పప్పు ఇంకా తొందరగా ఉడుకుతుంది ఈ చింత చిగురు పప్పు కోసం మనకి కందిపప్పు త్రీ ఫోర్త్ అంటే మూడు వంతులు ఉడికితే సరిపోతుంది ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ పప్పు నుండి ఎక్సెస్ వాటర్ని ఈ విధంగా ఒక కప్పులోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులో మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురును వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మనం కప్పులోకి కందిపప్పు నీళ్లు తీసుకున్నాం కదా ఇవి ఏమాత్రం వేస్ట్ చేయని అవసరం లేదు దీనిలో సరిపడా ఉప్పు వేసుకుని కలిపి పక్కన ఉంచుకుంటే కనుక అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మూత తీసి చూద్దాం చూశారు కదా చింత చిగురు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ చింత చిగురు పప్పు తిరగమూత పెట్టుకుంటేనే రుచిగా ఉంటుంది కాబట్టి పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం వేడైన తర్వాత పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి కూడా మూడు వంతులు వేగిన తర్వాత మూడు ఎండుమిరపకాయలని ముక్కలు చేసి వేసుకోవాలి ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టి ఉంచుకున్న చింత చిగురు పప్పు కూడా వేసేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మగ్గడం వల్ల పప్పు వెల్లుల్లిపాయతో కలిసి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అంటే ఎంతో రుచిగా ఉండే చింత చిగురు పప్పు ఘుమఘుమలాడుతూ రెడీ అయిపోయింది దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ పప్పు అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది అన్నంలో అయితే కనుక బియ్యపిండి వడియాల కాంబినేషన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పటివరకు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్స్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ